మా గారు వాళ్ళ చెల్లి ఇల్లుది ఉప్రలో కొత్తగా కట్టింది ఇది చాలా పెద్దది ఎంత హాల్ ఆ కిచెన్ డ్రైవింగ్ టేబుల్ చాలా పెద్ద రూములు ఇది ఒకటి దివాణీ అది లోపల దివాణీకి ఇది అందరూ ఫ్రెండ్స్ అందరు కూర్చుని కొంచెంసేపు కబుర్లు ఆడుకుంటారు ఇక్కడ బయటే కొత్తగా ఎంత చేయించాలి టైల్స్లు వేయాలి కింద ఎన్ని టైల్స్లు వేయించాలి కొత్తగా మాట ఇదంతా ఇది నాది బండి ఉప్ర అన్నీ కొత్తగా ఏరియా అంతా తయారు చేశారు కొత్తగానే అన్నీ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ బిల్డింగ్ అనేవి అన్ని బిల్డింగ్లు కొత్త కొత్త బిల్డింగ్లు ఇవి ఇదే మా బాబాగాడిది చెల్లెలిల్లు బిల్డింగ్ ఇదంతా బయట చుట్టూరు అన్ని కొత్త బిల్డింగ్లే కడుతున్నారు వీళ్ళకి అయ్యే ఒక బిల్డింగ్ ఖర్చుకి ఇంటికాడ మనం నాలుగు ఇల్లు కట్టుకోవచ్చు పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కొత్త కొత్తగా స్టార్టింగ్ ఇన్ని మొదలవుతాయి పనులు చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద ఇల్లు అది వైట్ బిల్డింగ్ మా బాబాగాడు కొయ్యటోటిది ఇది చెల్లెళ్ళిది మొత్తం కింద కింద పైన మొత్తం మూడు హౌసులు త్రిపుల్ ఫోర్లు ఈరోజు మధ్యాహ్నం ఇంటికాడ ఒంటి గంట పది వెళ్ళాం ఇక్కడ వచ్చినప్పుడే మూడు అయ్యింది ఇప్పుడే ఫోన్ చేశాను ఎవరు వచ్చారు పనులు లోపలికి കേട്ടോ రెండు కొత్త కొత్త ఏరియాలు ఉన్నాయి మేము ఉండే ఏరియా నుంచి ఇక్కడికి రావాలంటే నూట యాభై కిలోమీటర్లు పట్టింది గ్రెయిన్ టు ఉప్రా ఉప్రా సిటీ అంటారు దీని ఇక్కడ ఏరియాని ఉప్రా సిటీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే మొత్తం అంతా ఎడరియా వస్తుంది ఎడారి ఇదంతా ఎడారి ప్రాంతం కొత్తగా ఇల్లు కట్టేశారు శుభ్రంగా చూడండి ఎలాంటి బిల్డింగ్లు ఉన్నాయో పైకి ఎలా ఉన్నాయి లోపలైతే ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక బిల్డింగులు లోపల పెద్ద పెద్ద రూములు ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు ఉప్పరాలో తీసిన వీడియో ఇది చూడండి అందరూ ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ చూసారు బిల్డింగ్ ఎలా ఉంది ఇది ఎంత పెద్ద ఉంది బిల్డింగ్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ భూకంపాలకి ఆగాలి ఇక్కడ మెయిన్ ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి కదా అట్లకి స్ట్రాంగ్గా నిలబడేంత కింద అంత స్ట్రాంగ్గా వేస్తారు పునాది కింద ఏ పునాదులతోనే మా ఇంటి ఇంటికాడ మనం మూడిల్లు ఇటుకొచ్చు కింద అంత ఉంటుంది స్ట్రాంగ్గా పునాది ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಐತೆ